ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒకరోజు నేను హాస్టల్లో నుంచి నేను అప్పుడే బయటకు వెళ్తాను సత్యేంద్ర పిలిచి నేను బయటకు వెళ్తాను అన్నాడు అవునన్న అంటే నా ఈ చెప్పు కుట్టించుకురాను ఒక హవాయి చెప్పించాడు నాకు చేతిలోకి అంటే అది ఊడిపోయింది అనమాట అది దాని వాడెవర్ అంటే నాకు కోపం వచ్చింది ఏంటి చెప్పు ఏంటి ఏంటి ఏంటి నేను చెప్పు తీసుకెళ్ళాలి అన్నాడు అన్నా ఏంటి ఏంటి దాంట్లో అని నాతో అంటే నీ కాలు మీద నీకు గౌరవం లేకపోవడం నువ్వు చెప్పేది గోపాల్ చెప్పు క్వశ్చన్ కాదు అంటే ఇప్పుడు నేను గ్లవ్ నా క్యాప్ లేకపోతే ఏదో ఇస్తే నీకు పర్వాలేదు చెప్పు ఎందుకు అనుకుంటున్నావు ఎందుకంటే నీ కాలు మీద నీకే గౌరవం లేదు అందుకని నీకు చెప్పు అంటే ఒక చిన్న చూపు ఉంది అని చెప్పి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అసలు ఆర్టికల్స్ ఆబ్జెక్ట్స్ వాటి ఏంటి మనం ఏ విధంగా ఎందుకు దేన్ని తక్కువగా చూస్తాను దానికి నాకు హాఫ్ అన్ అవర్ చెప్పాడు అప్పుడు నేనేం చేసానో చెప్పి తీసుకుని వెళ్ళాను ఎందుకంటే ఐ ఫెల్ టు స్టూపిడ్ అప్పుడు నేను సత్య సత్యేంద్ర చెప్పు తీసుకుని నడుస్తూ ఉంటే హాస్టల్ నుంచి ఐ మీన్ కాలేజ్ బయటకు అందరూ ఏంటి చెప్పు అంటే సిగ్గుతో నా చెప్పని చెప్పాను అంటే అప్పటికే నాకు నామోషి నాకు ఇంకా నాకు ఒక గిల్టో లేకపోతే నామోషియో లేకపోతే ఒక ఇన్సెక్యూరిటీ ఏదో వచ్చి I because I'm not as expanded as Satyendra in is thinking